హాయ్ ఫ్రెండ్స్ తిరుపతిలో ఎస్ఎన్ఎస్ఏ స్పెషల్ వయా ఒంగోలు తిరుపతిలో ఎస్ఎన్ఎస్ఐ ఫ్లైట్ నెంబర్ వచ్చేసరికి zero seven six three seven and SNSI to Tirupati వచ్చేసరికి zero seven six three eight ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసరికి తిరుపతి నుంచి ఎస్ఎన్ఎస్ఐ వెళ్ళడానికి ఈ ట్రైన్